ప్రియ నేస్తమా రా అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని నీ సమస్యలకు జవాబు ఏసయ్యా ఏసయ్య నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు నీ పాపాలని క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు రా ఈరోజు నిన్ను దీవిస్తాడు యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డారా దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల గొప్ప ఉన్నతమైన సంకల్పం ద్వారా అనాది సంకల్పం అనగా మన జీవితంలో మరు మర్చిపోని సంకల్పం దేవుడిది ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో ఎలాగ మనం ఒక అడుగు ముందుకు వేయాలి జీవితంలో ఎలాగ మనం గెలవాలి ఎలా మనం పైకి వెదగాలి చాలామంది లో కొంతమంది చాలా చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా ఈ లోకంలో గెలవాలని వాళ్ళు చూస్తే వాళ్ళకి గెలవాలనుకునే వాళ్ళకి చాలామంది చూస్తే సపోర్ట్ ఉండదు గెలవాలనుకునే వాళ్ళకి చాలామందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు వెనకాల బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రులకి ఏమీ చదువు ఉండదు డబ్బు సపోర్ట్గా డబ్బు ఉండదు వాళ్ళు గెలవాలనుకుంటున్నప్పుడు ఎవరు కూడా వాళ్ళకి సహకారంగా నిలబడదు ఒంటరిగా వదిలేస్తారు జీవితంలో చాలామంది జయించడానికి ఆలోచిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేయబడుతున్న మాట యోహాను స్వార్త పదహారు ముప్పై మూడు వచ్చిన చూస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు ఆయన గెలిచిన దేవుడు విజయాన్ని చూసిన దేవుడు విజయోత్సముతో ముందుకు వెళ్ళిన దేవుడుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఈ లోకం మనల్ని గెలవటానికి సహాయ సహాయం చేయకపోయినా ఈ లోకం మనకి సపోర్ట్ చేయకపోయినా బంధువులు సపోర్ట్ చేస్తారనుకుంటాము గెలవాలనే తపన నీలో ఉన్నప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయరు చాలామంది మనల్ని గెలుద్దాం అనుకుంటుంటే చాలామంది మనల్ని చాపదుస్తూ ఉంటారు అయితే ఈరోజు దేవుడు ఒక వాక్యం ఏంటంటే మన జీవితంలో గెలవటం ఎలా ఏం చేస్తే మనం ఈ లోకం గెలవగలుగుతాం లోకంలో ఉన్నటువంటి నీ ఆశయం నీ లక్ష్యము నువ్వు ఎలాగ సాధిస్తావు అంటే బైబిల్లో దేవుడు ఒక వాక్యం తెలియజేయబడుతూ ఉంది మన జీవితాన్ని గ్రహించిన గమనించిన సత్యం వైపు నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథం రెండు వాద్య ఆలోచనలో యహోవాయద్దే జ్ఞానము వివేచములు ఆయన నోటి మాట ఎందు ఉన్నవి అని రాయబడి ఉంది అంటే ఆయన దగ్గర జ్ఞానము తెలివి వివేచన ఉందని వాక్యం చెబుతుంది మనం గెలవాలి అంటే గెలవటానికి కావాల్సింది జ్ఞానము అని అర్థం ఎన్నోసార్లు మానవుడి జీవితంలో చాలాసార్లు నువ్వు గెలుద్దాం అనుకుంటున్నప్పుడు నీ స్నేహితులే ఎందుకు లేదా నువ్వేమి సాధించలేవు అని ఉన్నారా ఒకసారి దేవుడు అడుగుతున్నారు కొన్నిసార్లు అమ్మ అని ఉంటుందేమో ఏం చేస్తావు నువ్వు ఆ దేశానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్రానికి వెళ్ళి నువ్వు అసలుకే చాలా భయవస్తుడివి చాలా చిన్నప్పటి నుంచి పిరికి వాడివి ఇంట్లో చిన్నవాడివి నువ్వేం గొప్పవాడు అవస్తులేదులే కానీ మా కళ్ళ ముందు ఉంటే చాలే నాన్న అని ఏ తల్లైనా నీతో అందా ఏ తండ్రి అయినా నిన్ను అలాగ అన్నారా నువ్వు అనుకున్న చదువు చదువుకోకుండా ఆగిపోయావా నువ్వు అనుకున్న కోర్సులు గెలవక మిగిలిపోయావా నువ్వు అనుకున్న దేశానికి నువ్వు అనుకున్న ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా ఆగిపోయావా ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ అన్న ప్రియ అక్క నువ్వు అనుకున్న వివాహం నీ జీవితంలో జరగలేదని చెప్పి నువ్వు ఆందోళన పడుతున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు గెలవటం ఎలా అంటే దేవుడి యొద్దకు వచ్చి మనం దేవుడి యొక్క జ్ఞానాన్ని అడగాలని బైబిల్ గ్రంథం చెబుతుంది యాకోబు పత్రికలో నుంచి ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తే మీకు జ్ఞానము కొద్దువై ఉన్నాడల నన్ను అడగండి నేను జ్ఞానము ధారాళంగా ప్రసాదిస్తానని దేవుడు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మనకు తెలియజేస్తూ ఉంది అంటే దేవుడు యొక్క సంకల్పం ఏమిటి అంటే మనం గెలవటానికి కావాల్సింది దేవుడు జ్ఞానం చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు అర్థం చేసుకోగలిగితే ఈ వాక్యం మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని కదిలించుద్దంట ఎంతో వాస్త వాస్తవం అన్నమాట ఇది చాలామంది ప్రజలు ప్రభావితం చెందిన వాళ్ళు గల కారణం దోశ యేసుక్రీస్తు వాక్యం అంటుంది వాళ్ళకి దేవుడి దగ్గర వాళ్ళు పొందుకున్న జ్ఞానం ఒక బాబు ఉన్నాడు ఒక దేశంలో చాలా చిన్న వయసు ఆ బాబుకి చిన్నప్పుడే పుట్టేటప్పుడే మతి స్థిమితం లేకుండా పుట్టాడు అంటే ఆ వ్యక్తికి మైండ్లో చాలా ప్రాబ్లమ్స్తో పుట్టాడు అనమాట ఆ బాబుకి ఏమి మనుషులను గుర్తుపడటం చాలా కష్టమైంది ఆ బాబుకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసింది అయితే ఆ పన్నెండు సంవత్సరాల వయసులో వాళ్ళ మమ్మీ తీసుకొని ఒక స్కూల్లో వేసింది మా ఓడు ఇప్పటికైనా లేని పన్నెండు సంవత్సరాలు అంటే సుమారుగా నైన్త్ క్లాసో సెవెంత్ క్లాసో ఎయిత్ క్లాసో చదువుకోవాలి కానీ వాళ్ళ మమ్మీ ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తే వాళ్ళ మమ్మీ జాయిన్ చేసి వచ్చేసిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ డైరీలో ఒక రాసి ఒక మాట రాసి ఆ బాబుకి ఇచ్చింటి పంపించేసాడు వాళ్ళ బాబు బాబు ఇంటికి వచ్చి మమ్మీ ఇదిగో మా మాస్టర్ ఈ డైరీ ఇది రాసి నీకు ఇచ్చారు చదవమన్నారని చెప్పండి ఆ చదివితే ఏం రాస్తుందో తెలుసా మీ ఓడికి మైండ్ లేదు సరిగ్గా ఏమి గుర్తుపట్టలేదు చనిపోయేదాకా మీ ఓడిని ఏ స్కూల్లో జాయిన్ చేయమాకండి మా స్కూల్కి మాత్రం పంపించమాకండి మీ ఓడు వల్ల మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాడైపోతారు మీ ఓడికి ఏమి గుర్తుండదు ఏమి చదవలేదు దేనికి రాని వాడు మీ ఓడికి పన్నెండు సంవత్సరాలు వచ్చినాయి కానీ దేనికి పని చేయడం చెప్తే ఆ తల్లి తన కొడుకులో గెలుపులు చూడాలని చెప్పి ఆశించింది ఆ తల్లి తన కొడుకు కోసం ప్రార్థించింది దేవా నా కొడుకు జ్ఞానవంతుడిగా ఉండేది జ్ఞానం దయచేమని అడగటం ఆరంభించింది ఆ కొడుకుకి రోజు ఆ తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ సీళ్ళు అన్ని చదువు అంతా నేర్పించేసింది కొంతకాలం ఎంత తర్వాత ఆ కొడుకు ఏం చేసేది తెలుసా దేవుడు బైబిల్ గ్రంథం చదువుతున్నాడు మొట్టమొదటిగా దేవుడు బైబిల్ గ్రంథం చదువుకోండి దేవుడు అడిగాడు దేవ నా జ్ఞానం కావాలి చదువుకోవాలి నాకు కొదువుగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం స్కూల్కి వెళ్ళలేదు ఏం మతిస్థిమితం లేదు బాగా అన్ని గుర్తుండేవి కాదు అందరిని మర్చిపోయేవాడు ఏం చదవలేకపోయేవాడు కానీ దేవుడు రేపు తిరిగాడు దేవుడికి ప్రార్థించాడు దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు కీర్తనా గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదో కీర్తనం చదువుతుంటే ఆయనకు ఒక వచనం ఆయన ఆపేసింది ఏంటంటే నీ వాక్యము పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది అనే మాట అనేది ఆయన ఆగిపోయాడు ఆగిపోయిన రోజుల్లో ప్రపంచ ప్రపంచమంతా కూడా బుడ్లే ఉన్నాయి అంటే లైట్లు లేవు బల్బులు లేవు అన్ని ప్రపంచమంతా దీపబుడ్లతో ముందు కొనసాగుతున్న రోజులు అవి అయితే ఈయన ఏం చేసే తెలుసా ఏటకేలకు ప్రార్థన చేసి జ్ఞానంతో ఈ దేశము వెలుగులో ఉండాలి అని చెప్పేసి ఒక బల్బు కనుగొన్నాడు థామస్ అనే వ్యక్తి చూడండి దైవ జ్ఞానంతో ఈరోజు నీ కుటుంబంలో వెలుగుతున్న బల్బుని ఒక మధ్యస్థిమితం లేని వ్యక్తి దైవ జ్ఞానం పొందుకొని చేసినటువంటి ప్రయోగం ఇది ఎన్నో చోట్ల ఎన్ని దేశాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయో ఎన్ని బల్బులు ఉన్నాయో ఆ అన్ని బల్బులకి ఒక్కడే కాదకుడు దైవ జ్ఞానం కలిగిన థామస్ యేసు నీతో మాట్లాడుతున్నాడు గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది ఈ లోకంలో నీకు అపజయాలు ఎదురొచ్చిన ఈ లోకంలో అన్ని విషయాల్లో నువ్వు కుంగిపోతూ ఉన్నా ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీకు విజయం కనిపించకపోతున్నా గెలవలేకపోతున్నా నిరుత్సాహపడమాగు చెల్లమ్మ నిరుత్సాహపడమాగు తమ్ముడా నువ్వు నిరుత్సాహపడితే దేశం ఇంకా చెడిపోతుంది నువ్వు నిరుత్సాహపడితే నీ కుటుంబం ఇంకా చెడిపోతుంది నువ్వు నువ్వు సాధించాల్సిన సాధించకపోతే నీ కుటుంబం నిష్ప్రయోజనమైపోతుంది అయిపోతుంది నీ బంధువులు ఎదుట నీ దేవుడు నామం దూషించబడుతుంది కాబట్టి ఈరోజు నుంచి ఒక సత్యాన్ని గుర్తించు గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది ఏదైతే ఎన్ని సంవత్సరాలు నీ కోర్స్ కంప్లీట్ కావట్లేదు ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో ఎన్నిసార్లు ఎన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఒక్క ఉద్యోగంలో కూడా నీకు అవకాశం రావట్లేదేమో దేవుడు యొక్క వాక్యం అంటున్న మాట తెలుసా లోకంలో దేవుడు వాక్యం చదవటానికి దైవ దైవ జ్ఞానం కావాలి ప్రార్థన చేయటానికి దైవ జ్ఞానం కావాలి దేవుడు సత్యాన్ని నువ్వు గ్రహించడానికి దైవ జ్ఞానం కావాలి దేవుడు స్వరాన్ని నువ్వు వినటానికి దైవ జ్ఞానం కావాలి ఆత్మ ఫలాలు నీళ్ళు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలత్వం మంచితనం విశ్వాసం సాధ్యకు ఆశానికి నీకు కావాలంటే దైవ జ్ఞానం మొదటిగా నువ్వు ప్రభు యొద్ద అడగాలని ప్రాధీపడాలని దేవుడు తన జ్ఞానంతో నింపాలని నేను ఈ లోకంలో నీకు వినిపిస్తున్న ప్రతి వార్తలు కూడా చాలా వార్తలు నిన్ను కొంగదీసేవిగా ఉంటాయి నువ్వు దేనికి పనికిరావనే వాళ్ళు కొంతమంది నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు నీ భర్త మార్పు చెందడు నీ బిడ్డలు మార్పు చెందరు నీ కుటుంబం ఎంతటికి బాగుపడదు అనేటువంటి చాలా వార్తలను విని ఉంటావు నీ జీవితంలో నిన్ను చేస్తున్న పని చేయనివ్వకుండా లాగేస్తున్న వాళ్ళు అనేక మంది నీకు ఎదురై ఉండొచ్చు నిన్ను ఒక్క ఛాన్స్ కూడా నీకు ఇవ్వకుండా నిన్ను ఉపయోగం లేని దానివి ఉపయోగం లేని వాడి నిందించి ఉండొచ్చు అవమానపరిచి ఉండొచ్చు ఈ లోకంలో నీకు ఏ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు ఏదో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ వస్తే చాలు నేను నిరూపించుకుంటా అన్నా కూడా నీకు ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనుకుంటా అయితే దేవుడు అంటున్నాడు నీ దగ్గరికి ఛాన్స్ వెతుక్కుంటూ రావాలంటే నీవు దైవ జ్ఞానాన్ని కోరుకోవాలనే దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది అయితే బబులోన సామ్రాజ్యంలోని నెబకన్ నేజను ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేస్తాడంటే యేసులేము మీదకి దండెత్తి యుద్ధానికి వెళ్ళి చాలా మందిని చంపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక పది మందిని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాడు వాళ్ళు జ్ఞానులుగా కనిపిస్తారు వాళ్ళు చిన్నవాళ్ళే పన్నెండు సంవత్సరాల వయసున్న బాలు ఈ పది మందిలో ఒక నలుగురు ఉంటారు ఆ నలుగురు ఎవరు తెలుసా షెడ్డకు మెషకు అబ్నుగోలు దానియులు ఈ నలుగురు కూడా చాలా దైవ జ్ఞానంతో దేవుడి భక్తులు ప్రార్థనలో ఉంటారు అయితే ఒకరోజు రాజు బబులోన సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి మంచి కళ వస్తుంది కళ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఏసుకృష్ణనామలు ఆ బబులన సామ్రాజ్యంలో శకునుగాండ్లు గాడి విద్య గలవాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు జాతకం చెప్పేవాళ్ళు ఈ యొక్క వ్యక్తులందరూ ఉంటారు వాళ్ళందరినీ పిలిపిస్తాడు రాజు రాత్రిపూట ఒంటి గంట పన్నెండు గంటల సమయంలో వాళ్ళందరూ వచ్చి రాజా ఏంటి రాజా మీ సందేహం ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి అంటే ఏం లేదయ్యా నాకు కళ వచ్చింది ఆ కళ అర్థం చెప్పాలి అని అంటాడు రాజుగేరు బబులను సామ్రాజ్యంలో ఉన్న నెబుకన్నేజరు అసలు ఆ రాజు అంటేనే చాలామంది భయము రాజును చూస్తేనే శత్రువు భయపడిపోయి దేశాన్ని స్వాధీనపరిచి చెల్లిపోయేవాడు అంత భయంకరుడైనటువంటి వ్యక్తి బబులను సామ్రాజ్యంలో నేజరు ఈ రాజు పిలిచినప్పుడు ఆ రాజు సమస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులు మొత్తం వచ్చేస్తారు పిలవగానే ఏం చెప్పండి రాజా అండి నాకు కళ వచ్చింది నాకు అర్థం చెప్పండి అండి ఆ కళ చెప్పండి అంటే రాజు అంటాడు నీ కళ కూడా మర్చిపోయా రాజు గారు కళ మర్చిపోయారు కళకి కళ చెప్పాలి కళకి అర్థం కూడా చెప్పాలి అంటాడు అప్పుడు ఈ జ్ఞానులందరూ అంటారు అసలుకి ఈ లోకంలో మీ కళ మర్చిపోయారు కదా మర్చిపోయిన కళ ఆ కళకి అర్థం చెప్పడం దేవతల జ్ఞానం ఉన్న వాళ్ళు తప్ప ఇంకా మా వల్ల సాధ్యం కాదు రాజా అని చెప్పి అంటే రాజుకు చాలా కోపం వచ్చింది జ్ఞానులు మొత్తాన్ని చూసి రేపు పొద్దున కల్లా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ఎంతమంది నా సంస్థానంలో ఉన్నారో అంతమంది జ్ఞానులు చంపేస్తాను అని చెప్పి ఒక శాస్త్రాన్ని ఆరంభించబోతాడు రాజు అని నెబ్కన్నేజర్ ఈ విషయము జ్ఞానుల గుంపులో ఉన్నటువంటి ధ్యానులకు తెలియజేయబడుతుంది ఎందుకంటే జ్ఞానుల సంస్థానంలో కూర్చున్న ప్లేస్తోనే ధ్యానులు కూడా కూర్చుంటాడు రాజు సంస్థానంలో జ్ఞానులు కూర్చున్న ప్లేస్తోనే ధ్యానులు కూర్చుంటాడు అయితే రాజు యొద్ ఎందుకు వస్తాడు డానియల్ రాజా నాకు రేపు పొద్దున్న దాకా టైం ఇవ్వండి అవకాశం ఇవ్వండి మీ కళ చెప్తాను కళకి అర్థం చెప్తాను అని చెప్పి అవకాశం అడుగుతాడు రాజుగారి దగ్గర నుంచి రాజుకు ఒక అవకాశం ఇస్తారు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ హృదయంలో నీ మనసులో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే సహోదరి సహోదరుడా దేవునితో మాట్లాడుతున్న మాటను గుర్తించు ఈ లోకంలో చాలా చాలామంది నేను కొంగదీస్తారు నువ్వేం చేసినా పనికి రావని దేనికి ఉపయోగపడవని దేనివల్ల ప్రయోజనాలు కాదని అంటారు ఏసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే ఆయన నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దైవ జ్ఞానాన్ని పొందుకో నీ జీవితంలో అనుకున్న దానికంటే రెట్టింపు స్థానాన్ని విజయాన్ని చూడగలుగుతామని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒక ప్రాంతంలో ఒక దేశంలో చార్లిస్ డాల్విన్ అనే ఒక ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి పెద్ద మంచి ఉన్నతమైన శాస్త్రవేత్త అంటే భయంకరమైన శాస్త్రవేత్త ఎలాంటి శాస్త్రవేత్త అంటే ఒక మనిషి మనిషి కోతి నుంచి పుట్టాడు కోతి నుంచి వచ్చాడు అన్న దాన్ని కహించి గమనించిన శాస్త్రవేత్త చార్లిస్ డాల్విన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఈయన చాలా పుస్తకాలు రాస్తాడు కోతి నుంచి మనిషి పుట్టాడు కోతిగా ఉండేవాడు ఇప్పుడు కోతి అలా మనిషి మనిషిగా మారాడు అని ఒక పుస్తకాలు రాస్తే చాలామంది కొనుక్కుంటారు చాలామంది నమ్ముతారు కూడా సైన్స్ ప్రకారంగా నమ్ముతారు కోతి నుంచి మనిషి వచ్చాడు అన్న విషయాన్ని నమ్ముతారు ఆ చార్లిస్ డాల్విన్ చెప్పిన మాటలు వింటారు ఇదో కొంతకాలం అయిన తర్వాత ఈ డాల్విన్ డాల్విన్కి ఒక ఒంట్లో బాగుక అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న రోజుల్లో ఆయనకి హాస్పిటల్లో తను ఉన్న రూమ్లోనే ఒక పరిశుద్ధ గ్రంథం హోలీ బైబుల్ అని పరిశుద్ధ గ్రంథం తెలిసిద్ది కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి ఒకటో అధ్యాయం చదువుతాడు చదువుతూ ఉన్న ఆయన గారికి ఒక స్పందన కలుగుతుంది ఒక స్పందన అంటే ఏమిటంటే ఆ రెండో అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏమంటే రాయబడుతుందంటే ఏడో వచ్చిన చూస్తే ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే నేల మట్టి నుంచి నదును నిర్మించి వారి నాసిక రంగంలో జీవవాయు ఊదగా వాడు జీవించేవాడాయను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం వద్దకు వచ్చినటువంటి చార్లెస్ డాల్విన్ చాలా ఆలోచిస్తాడు చాలా ఆందోళన చెందుతాడు ఇదేంటి నేనేం పెద్ద శాస్త్రవేత్తని చాలామందికి కూడా కోతే మనిషి అయ్యాడని చెప్పి ప్రూఫ్ చేశాడు నిరూపించిన సైన్స్ శాస్త్రవేత్తని బైబుల్ అంటే ఇలా ఉంది ఆయన చదివితే తన రూపంలో దేవుడు రూపంలో మనిషి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అప్పుడు ఈ చార్లెస్ డాల్విన్ ఆ మంచం కింద మంచం దగ్గర మోకరించి కన్నులు కాచి ఏడవటం ఆరంభిస్తాడు ఆరంభిస్తూ ఏడుస్తాడు నిజంగా దేవుడు మట్టితో మనిషి నిర్మించాడని

తెలుస్తుంది లోక జ్ఞానంతో చార్ల్స్ డాల్విన్ కోతులు మనుషులయ్యని చెప్పాడు కానీ దైవ జ్ఞానం వచ్చిన తర్వాత చార్ల్స్ డాల్విన్ తెరవబడిన కళ్ళు అనేటువంటి ఒక పుస్తకం రాస్తాడు మంచి పుస్తకం రాసి మనిషి చేసింది దేవుడు మనిషి రూపం దేవుడు రూపం ఆ దేవుడే యేసు ప్రభువారని ఆ ఏసైను చార్ల్స్ డాల్విన్ రక్షణ ద్వారా బాప్తిస్వం ద్వారా నమ్ముకుంటాడు మరలా ఒక పుస్తకం రాస్తాడు ఏసు క్రీస్తు ప్రభు మనిషిని మేలుని చేసిన దేవుడు అని ఎప్పుడైతే ఆ పుస్తకం చదివిన చాలామంది ఎక్కువ పుస్తకాలు సెలవుతాయి చాలా చాలామంది నమ్ముతారు నిజంగా దేవుడే మనుషుని చేశాడని చార్లెస్ డాల్విన్కి ఒకప్పుడు లోక జ్ఞానం ఉంది ఆ లోక జ్ఞానంతో ఏం చేశాడు కోతులే మనుషులు అని రాశాడు ఎప్పుడు దైవ జ్ఞానం వచ్చిందో ఆ నిజమైన సక్సెస్ నిజమైన గెలుపును చూశాడు విజయాన్ని సాధించాడు ఆయన అనుకున్న దానికంటే రెట్టింపు విజయాన్ని సాధించి ఉన్నత శిఖరానికి వెళ్ళిపోయాడు ఈరోజు ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ తల్లి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది డానియల్ గారు ప్రార్థన చేస్తారు దే దేవుడి జ్ఞానంతో ఉంటాడు దానియలు గారు నీ కుటుంబంలో నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలని ప్రభు ఆశిస్తున్నాడు కొలసీ రాసిన పత్రిక రెండాజ్యం మూడో వర్షం మనం చూస్తే జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు నా యొక్క గుప్తమై ఉన్నాయని బైబిల్ గ్రంథంలో ఏసై రాశారు బైబిల్ గ్రంథంలో జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయని ఈ లోకంలో నీవంటూ నీవు గెలుపుని నిరూపించుకోవాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధ గ్రంథం దేవుడి వాక్యము దైవ జ్ఞానం అడగాలి దేవుడి వచ్చిన మనము ఈ లోకంలో ఏదో కనిపించే వాటిని కాదు మనం అడగాల్సింది దేవుడి వద్ద ఉన్నది దేవుడి జ్ఞానం ఆ దైవ జ్ఞానాన్ని మనం అడగాలి దేవుడా నాకు జ్ఞానం కావాలి వయందు భయభక్తి కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం ఇహోవాను ఎదుగుటే జ్ఞానానికి మూలం దేవుడి యొక్క బాబిల గ్రంథం తెలియచేయబడుతున్న మాట ఇది కాబట్టి మనం ఎటువైపు చూస్తున్నాం ఈరోజు ఓడిపోతు ఎందుకు ఎందుకని రోజు ఆలోచించారా ఎందుకు నా జీవితంలో వాటమి వస్తుందని చెప్పి గమనించారా గెలవటం ఎలాగాని అని తప్పించారా పరితపించారా దేవుడిని అడుగుతున్నాడు లోకంలో అంతా ప్రపంచం అంతా ఓడిపోతుంది కానీ నువ్వు గెలుస్తావు ఓడిపోవు ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ వెనకబడిపోతుంది కానీ నువ్వు నీ ఆర్థిక వ్యవస్థ వెనక పడిపోదు నీ ఆర్థిక వ్యవస్థ తగ్గదు ఎందుకంటే నువ్వు దైవ జ్ఞానం గలవాడు కాబట్టి దేవుడి యొద్దకు వచ్చి దైవ జ్ఞానాన్ని అడిగితే జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు అని రాయబడి ఉంది గుప్తమై ఉన్నట్టు ఎక్కువ ఉన్నాయని అర్థం అన్ని దేశాల్లో చాలామంది మా దేశం అగ్ర అగ్రస్థానంలో ఉందని చెప్పి అన్నారు ఈరోజు ఏమైపోయింది అలా అలా అలా ఆర్థిక వ్యవస్థ అలా దిగిపోయింది ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉంది కానీ దేవుడిని ప్రేమించి ఆ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిన దేశం కంటే గొప్ప దేశాల కంటే దైవ జ్ఞానం అడిగిన నేను బెస్ట్ రిచ్గా సమృద్ధితో నింపుతాడు నువ్వు ఉన్న చోట సమృద్ధి గల జీవం అనుగ్రహించబడుతుంది అయితే దానిలో సమయం అడిగాడు రాజు గారి కళ చెప్తానయ్యా రాజు గారి కళకు అర్థం చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు దానిలో ప్రార్థన చేసుకుంటాడు ఉదయం అవగాహన రాజు చూస్తూ ఉంటాడు డానిలో వస్తాడు ఏం చెప్తాడు చూద్దామని చెప్పి చాలా ఆవేశంతో ఉంటాడు రాజు ఏమన్నా తప్పు చెప్తే అందరిని చంపేద్దాం అన్నంత కోపంతో ఉంటాడు రాజుగారి దగ్గర మనవి తీసుకుని లోపలికి వచ్చినటువంటి డానిల్ చెప్తాడు రాజా మీరు పడుకునేటప్పుడు చాలా రేపు నా రేపు నా దేశం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ పడుకున్నారు కదా అని చెప్పంటే రాజు విభ్రాంతి నొందుతాడు అవును డానియల్ నిజమే ఏంటి నీకేం కళ వచ్చి ఏంటి అంటే రాజా మీకు వచ్చిన కళ ఏంటి తెలుసా ఒక బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం ఉంటుంది అదే మీకు కళ వచ్చింది ఆ విగ్రహం యొక్క ముఖము అంటే తల బంగారపుది తర్వాత వెండి తర్వాత ఎత్తడి తర్వాత ఇనుము తర్వాత మట్టి ఇనుము ఇలాంటి కళ మీకు వచ్చింది రాజా అని చెప్తాడు అవును అవును బంగారం అంటే మీ పరిపాలన తర్వాత మాదీయులు పాలసీకులకు పరిపాలన వెండి ఆ తర్వాత వెత్తడి ఆ తర్వాత ఇనుము ఆ తర్వాత పాదములు ఇనుము మట్టి పొసగని జీవితం ఒక పెద్ద రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడుతుంది ఆ విగ్రహము తునాతునకలైపోతుంది అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి ఏసయ్య పరిపాలన వస్తుంది రాజా అని ఒక యుగ ముగింపు కొరకు యుగ ఆరంభం కొరకు చెప్తాడు డానియల్ రాజు గారి కళ అర్థం చెప్తాడు కళ చెప్తాడు కళకి అర్థం చెప్తాడు అప్పుడు యేసుక్రీస్తు దీమ నామంలో నుంచి ఆ డాని గ్రంథము రెండో అధ్యాయం నలభై ఆరు వచ్చిన చూస్తే అక్కడ ఏం రాయబడి తెలుసా ఈ యొక్క నెబుకన్ నేజరు బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడించి నెబుకన్ నేజరు ఇతర దేశాలని సైతం ఓడించి గెలిచిన నెబుకన్ నేజరు డానియల్ని పిలిచి డానియల్ని పిలిచి మంచి వస్త్రాలు వేయించి చేతికి ఉంగరం పెట్టి ధాన్యుల ముందు సాగిలపడి డానియల్ ది గ్రేట్ అంటాడు ధాన్యులు చాలా విజేతవి నువ్వు చాలా విజేత చాలా గొప్ప విజేతవి మన దగ్గర ఉన్న జ్ఞానులు చెప్పలేని కొసదికి ఆశలు నువ్వు చెప్పగలిగావు నువ్వు చాలా మంచి విజేతవి నువ్వు గెలిచిన వాడివి అని మెచ్చుకుంటేడు ఆ తర్వాత తన కొడుకు బెలిషాజు కాలంలో ఒక చెయ్యి వచ్చి మెనే మెనే టెకిల్ ఉఫారస్ అని రాయబడినప్పుడు ఐదో వాద్యం పదకొండో వర్షం జ్ఞానగంధం చూసినప్పుడు అక్కడ ఏమంటుంది తెలుసా మన దగ్గర ఒక దేవతల జ్ఞానం కలిగిన వాడున్నాడు ఆయన పేరే డానియల్ అని తెలిసింది అప్పుడు కూడా డానియల్ వస్తాడు ఆ రాత పల రాతకి అర్థం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు మెనే మెనే అంటే రాజా మీ యొక్క ప్రభుత్వాన్ని కాట దేవుడు దాంట్లో ఏమీ భక్తి కనిపించలేదు కాబట్టి మీరు చనిపోబోతున్నారు మెనే మెనే టెకిల్ ఉఫారెస్ అయిపోయింది మీ ప్రభుత్వం ముగించేశాడు మీ చేతుల్లో నుంచి ఆ ప్రభుత్వాన్ని మాదీలకు పాలసీలకు ఇచ్చేస్తాడు అని చెప్పేసి దానిలో దైవ జ్ఞానంతో దేవుడు యొక్క ప్రార్థన చేసి చెప్తాడు అక్కడ ఫినిష్ అయిపోద్ది ఆరో అధ్యాయంలోకి వచ్చినప్పుడు డానిలు ఆ యొక్క దర్యావేసు కాలంలో సైనికులు మొత్తం మంత్రి కూడా ఏమంటారంటే ఒక ముప్పై రోజుల దాకా ఎవరు ఎవరిని ఎవరికి మొక్కకూడదని ఒక ఉత్తరం రాస్తారు ఎవరైనా మొక్కితే వాళ్ళని సింహం మూలు చేస్తామని చెప్పి అంటారు డ్యా తెలుస్తుంది తెలిసినా సరే యశ్వలం వైపు కిటికీలు తెరిచి యథాప్రకారం అనుదినము ముమ్మారు డానిలు ప్రార్థన చేస్తాడు దేవుడా నాకు జ్ఞానం ఇవ్వవా అని అలాంటి జ్ఞానం అడిగినటువంటి డానియలకి దేవుడు దైవ జ్ఞానము దేవతల జ్ఞానం ఇస్తాడు కృపకళ దేవుడు మనల్ని ప్రేమించాడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నష్టాలు ఎదురవుతున్న కష్టాలు ఎదురవుతున్న ఇబ్బందుల్లో నువ్వు తెలియాలి ఈ లోకంలో ఎలా మసులుకోవాలి ఎలా నడుచుకోవాలో ఎలాంటి సందర్భాల్లోనైనా విజయవంతంగా దేవుడు వైపునకు తిరగాలో నీ వంతు నీవు అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అప్పుడు నువ్వు సాధించగలుగుతావు ఈ సంసార యాత్రలు ఇంట్లో నువ్వు గెలవలేకపోతున్నావా ఉద్యోగంలో గెలవలేకపోతున్నావా అత్తగది ఇంట్లో గెలవలేకపోతున్నావా చదువులో గెలవలేకపోతున్నావా ఏ పని చేసినా దాంట్లో ఫలితం కనిపించట్లేదా ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా అంత నష్టమే ఇబ్బంది భరిస్తున్నా ناوا సహిస్తున్నావా దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట తెలుసు సహోదరి సహోదరుడా దేవుడిని ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాట ఇది నువ్వు ఎప్పుడైతే ప్రభు వద్దకు వచ్చావో జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు అనేంత గుప్తమై ఉన్నాయి ఎంతమంది వచ్చి నేను నీకు జుత్తులు నువ్వు ఎప్పటికీ బాగుపడవన్నా కూడా నువ్వేదో ఒక అగాచ్యం చేసుకోవద్దు ఇక నీకు పెళ్ళి అవ్వదు అంటారు అగాచ్యం చేసుకోవద్దు ఇక నీకు ఉద్యోగం రాదు అంటారు అగాచ్యం చేసుకో చచ్చిపోదాంలే ఎందుకు ఈ బ్రతుకు అనుకోవద్దు పోవద్దు దేవుడు ఎద్దుకు వచ్చి జ్ఞానం అడుగు కన్నీళ్లు కాచు దైవ జ్ఞానం అడుగు దేవుడు తన సంకల్పం ద్వారా తన ప్రణాళిక ద్వారా తన ఉద్దేశాల ద్వారా నిన్ను అంచెలు అంచెలుగా అంతకంతకు పైకి లేవనెత్తి బలపరుస్తారు నిలబెడతారు ఆశీర్వదిస్తారు కన్నీళ్ళన్నీ తుడుస్తారు మా సహోదరి సహోదరుడు ఎటువైపు నాకు చూడు మాకు ధ్యానం తీసుకుని వెళ్ళి సింహంలో వేసేస్తారు డానియల్లు ప్రార్థన చేసుకుంటున్నాడని మంచి జ్ఞానం కోపంతో ఉన్నవాడు అయినా సరే తీసుకెళ్ళిపోతారు కానీ సింహాలు ముందు ధ్యానులు గెలుస్తాడు సింహాలు ఓడిపోతాయి సింహాలు మూతవేయబడతాయి ఎందుకని దైవ జ్ఞానము నీ ముందు ఏది గెలవనివ్వదు నువ్వే గెలవాలి నువ్వే అక్కడ పాలన చేయాలి అక్కడ నువ్వే స్థాపించాలి అక్కడ నువ్వే వాడబడాలి అక్కడ నీ కుటుంబమే నిలబడాలి అది దేవుడు యొక్క ఉన్నతమైన అనాది సంకల్పమే ఉన్నది కాబట్టి దేవుడు యొక్క వాక్యాన్ని గుర్తించి సత్యాన్ని మనం గమనించి క్రీస్తు యేసు వైపునకు మనం చూడాలి కృంగిపోకూడదు జీవితంలో ఇక నాకు ఏమీ లేదు నేను ఏమీ సాధించలేను ఇంకా అంతా అయిపోయింది ఒక్క అడుగు ముందుకు వెళ్ళిన అనొద్దు జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు అయినద్దు గొప్పమై ఉన్నాయి ఆయన తెలియజేస్తున్న మాటను గుర్తించండి సత్యాన్ని గమనించండి లోకములో ఉన్న వాటి ఆలోచన విధానం పక్కన పెట్టి దైవ జ్ఞానంతో ఆలోచించండి ఉన్నత విజయాన్ని సాధిస్తారు డానియల్ ముందుకి నెబుకన్నేజలు వచ్చి నమస్కారం చేశాడు యేసుక్రీస్తు వాక్యం చెప్తుందన్నమాట బబులోను సామ్రాజ్యం నెబకన్నేజర్ అంటే మందికి భయం కానీ అలాంటి భయపెట్టేటువంటి నెబకన్నేజరు దానిలో కాలు పట్టుకున్నాడని బైబిల్ గంధం తెలియజేస్తుంది మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనం తప్పక ఉన్నత స్థితికి వెళ్తాము ఉన్నత స్థానానికి వెళ్తాము మనము సమాజంతో కంపేర్ చేసుకోకూడదు పోల్చుకోకూడదు సమాజంతో పోల్చుకోకూడదు అవిశ్వాసకి విశ్వాసకి జోడ ఎక్కడ అని చెప్పాడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నిన్ను మర్చిపోలేదు దేవుడు నీ పట్ల తన ఉన్నత సంకల్పం ఉన్నది ఉన్నత ఉద్దేశం ఉన్నది దైవ జ్ఞానము నీ జీవితంలో నీ కొదువులన్నీ తీర్చుద్ది కొలతలన్నీ తీసివేస్తుంది అందుకే లోక జ్ఞానం వ్యర్థం అన్నాడు దేవుడు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశిస్తాడని చెప్పాడు కానీ దేవుడు కృప చూపి భూమి మీద నిన్ను కాపాడుతున్నాడు అదే దైవ జ్ఞానంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కోరుకుంటున్నాడు దైవ జ్ఞానం ఏం చేస్తుందండి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు నువ్వు అలా ఆలోచించేలాగా చేస్తుంది దైవ జ్ఞానం దైవ జ్ఞానంలో మనుషులతో పోల్చుకుని ఆలోచించనివ్వదు నిన్ను లోకాన్ని పోల్చుకుని ఆలోచించనివ్వదు నిన్ను దేవుడు ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రసాదించి మార్గాన్ని చూపించి ఆ మార్గాన్ని నిలబెట్టి అందరికీ నిన్ను ఒక గొప్ప విజేతగా చూపించుద్ది నిన్ను చంకనెత్తుకునే దేవుడు మన పక్షాన ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం సర్వ సృష్టికి కారణభూతుడైన సర్వాధికారమైన తండ్రి ఈ యొక్క సమయంలో మీరు నాతో మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు కొందనాలు జ్ఞానం గలవాడు దేవతల జ్ఞానం గలవాడు అనే జ్ఞానులు ఒక మంచి రికార్డు సంపాదించుకున్నాడు బాల్య వయస్సులో ఉన్నప్పుడు బబులను సంపాదించడానికి బానిసగా వెళ్ళినటువంటి ఈ యొక్క నెబకనేసు నూట ఇరవై మంది అధిపతుల మీద ఉన్నాడు మీ బాధలు బట్టి ప్రార్థిస్తూ తండ్రి ఈ లోకంలో గెలవటం ఎలాగంటే దైవ జ్ఞానం వల్ల మాత్రమే మనం గెలవగలుగుతామని అన్ని పరిస్థితుల్లో కరువులో గెలుస్తాం సమృద్ధిలో గెలుస్తాం అన్నిట్లో గెలుస్తాం అన్ని విషయాల్లో గెలుస్తాం అది నీవు తెలియజేస్తున్న మాట ప్రకారంగా ప్రతి బిడ్డను ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నాం ప్రతి కుటుంబాన్ని కుటుంబ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి మీ కనికలము మీ కటాక్షాన్ని గురించున్నాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోతండి ప్రజల్లో ఉన్న ఆ భయభ్రాంతులు తీసివేయండి సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు తండ్రి సమృద్ధి జీవితం ఇచ్చిన దేవుడు తండ్రి అయ్యా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మా భారతదేశంలో తోమ వచ్చారయ్యా తోమ నీ శిష్యుడైన తోమ వచ్చారు ఆయన సమాధి ఇప్పటికీ కేరళలో ఉంది ప్రభా మీరు ఎంత ప్రేమించారు మా దేశాన్ని మీ కనికరం దిగివచ్చును గాక మీ కటాక్షం దిగివచ్చును గాక ఈ వైరస్ నజరైన ఏ ఏసు నామూలో బంధిస్తున్నాం ఏసు నామూలో బంధిస్తున్నాం ఏసు నామూలో కాల్చివేయబడును గాక నీ కటాక్షం సంతానం లేని వాళ్ళ మీద ఉద్యోగం లేని వాళ్ళ మీద అప్పులతో ఉన్న వాళ్ళ మీద తండ్రిని కటాక్షం దిగివచ్చును గాక ఎంతో మంది తండ్రి నాయన అయా ఏసుక్రీస్తు దీమ నామూలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ మీద నీ రక్తం పోక్షించబడి నీ గాయంలో బిడ్డకు స్వస్థత కలుగును గాక ఎంతమంది ఆకలితో అల్లాడిపోతున్నారో అయా అవమానాలతో అల్లాడిపోతున్నారో అప్పుల బాధలు అప్పులతో అల్లాడిపోతున్నారో నజరేయుడని ఏ సున్నాలో అప్పుల కాడి విరిగిపోవును గాక నీ మార్గాలు ద్వారాలు తిరుగుతండి ఆకాశవాక్యలు ఇప్పి పట్టజాలని విస్తారమైన దేవుని కుమ్మరించుదండి మీరు దర్శించి కృప చూపించి కాపుదలు భద్రపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడని ఏసునామలు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక థ్యాంక్ యూ ప్రియ నేస్తమా రా